వ్యూవర్స్ ఇప్పుడు మనము సైకాలజీలో భాగంగా ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ఆర్టీఈ రెండు వేల తొమ్మిది వాటితో పాటు శిశు అధ్యయనానికి సంబంధించి కొన్ని బిట్స్ అంటే అంత పరిశీలన పద్ధతి కావచ్చు ప్రయోగాత్మ పద్ధతి కావచ్చు పరిశీలన పద్ధతి కావచ్చు వ్యక్తి చరిత్ర పద్ధతి కావచ్చు పరిపృచ్ఛ పద్ధతి కావచ్చు వీటికి సంబంధించి రెండు వేల పద్దెనిమిది ఏపీటిట్లు అడిగినటువంటి బిట్స్ గురించి ఇప్పుడు మనం ప్రస్తావించుకున్నాము ఇవి ప్రాక్టీస్కి బాగా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో వీటిని చెప్పడం అనమాట ఎన్సిఎఫ్ అనగా అర్థం ఏమిటంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అంటారు దీన్ని రెండు వేల ఐదులో ప్రవేశపెట్టారు ఈరోజు లెసన్ ప్లాన్ తయారవుతున్న ఏది తయారవుతున్నా ఈ ఎన్సిఎఫ్ రెండు వేల ఐదును ఎక్కువగా పరిగణలో తీసుకుంటారన్న విషయాన్ని మనము గమనించాలి సాధించాలి అలాగే RT right to education act రెండు వేల తొమ్మిది ఇది రెండు వేల పది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది వీటి గురించి కంపల్సరీగా ప్రతి క్వశ్చన్ పేపర్లో ఒకటి నుంచి రెండు బిట్స్ వస్తున్నాయి కాబట్టి మెథడాలజీలో వస్తున్నాయి సైకాలజీలో వస్తున్నాయి పెడగాక అనే భాగంలో కాబట్టి వీటికి ఎక్కువగా మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఖచ్చితంగా మీ మీద ఉంటుంది అయితే బిట్స్ ఏ విధంగా వస్తున్నాయి ఒక్కసారి గమనిద్దాం ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ప్రకారము పిల్లలకు భౌతికంగా అసౌకర్యం కలిగించగల సాధారణ అంశం ఏమిటి అని అడిగాడు ఇక్కడ మనకు ప్రధానంగా మైనస్ ఏమిటో గుర్తించాలా అసలు ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు యొక్క ప్రధాన ఉద్దేశమే బరువైన పుస్తకాల సంచుల సంఖ్య తగ్గించడమే దాని యొక్క ప్రధాన ఉద్దేశం కాబట్టి ఇక్కడ పిల్లలకు భౌతికంగా అసౌకర్యం కలిగించే ఒక సాధారణ అంశం ఏంటంటే ఇక్కడ నాలుగిటితో పోల్చినట్టయితే బరువైన పుస్తకాల సంచులు అనేటువంటిది మైనస్గా ఉండటం జరుగుతుంది కాబట్టి ఒకటే సరైన సమాధానం ఏమిటంటే నాలుగు అనేటువంటిది సరైన సమాధానం దీన్ని ప్రవేశపెట్టింది ఎస్పాల్ డాక్టర్ ఎస్పాల్ ఆధ్వర్యంలో ఈ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదును ఏర్పాటు చేయడం జరిగింది ఆయన యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే లెర్నింగ్ వితౌట్ బర్డను అంటే ఆనందాయక అభ్యాసాన్ని పెంపొందించడం కోసము పుస్తకాల బరువును తగ్గించడమే ఈ కమిటీ యొక్క ప్రధాన ఉద్దేశం అనే విషయాన్ని కూడా మనం గమనించాలి కాబట్టి ఒకటే సరైన సమాధానం నాలుగు అనేటువంటిది సరైన సమాధానం నెక్స్ట్ ఒక ప్రాథమిక పాఠశాలలో నూట యాభై ఒక్క మంది విద్యార్థులు ఉన్నారు పిల్లలు ఉన్నారు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఆ పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఏమిటి అని చెప్పి అడగడం జరిగింది ఆర్టీఈ చట్టంలో దీని గురించి మనం బాగా తెలుసుకోవాలంటే ఒక అనుబంధ షెడ్యూల్ ఉంటుంది దాంట్లో బడి యొక్క నియమాలు ప్రామాణికాలు ఉంటాయి వాటి గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత మనందరి మీద ఖచ్చితంగా ఉంటుంది బిట్టుకు ఆన్సర్ పెట్టాలంటే వాటి గురించి తెలుసుకోవాలా అంటే ప్రతి ఒక్క టీచర్కి ఎంతమంది విద్యార్థులకి ఎంతమంది టీచర్స్ ఉంటారో ప్రాథమిక స్థాయిలో ఎంతమంది ఉంటారు ప్రాథమిక ఉన్నత స్థాయిలో ఎంతమంది ఉంటారో తెలుసుకోవాల్సిన ఆవశ్యకత విద్యార్థుల మీద ఉంటుంది అలాగే ఇది ప్రాథమిక పాఠశాల గురించి అడిగాడు ఇక్కడ చూడండి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ప్రాథమిక పాఠశాల అంటారు ఇక్కడ వన్ ఇస్టు థర్టీ నిష్పత్తి ప్రకారం ఉంటుంది అంటే ముప్పై మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ముప్పై మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉంటారనే విషయాన్ని కూడా మనం గమనించాలి అయితే ఒకసారి గమనించినట్టయితే వా అంటే ఒకరి నుంచి అరవై మంది పిల్లలుగానే ఉన్నట్లయితే ఇద్దరు టీచర్స్ ఉండాలి అరవై ఒకటి నుంచి తొంభై మంది కానీ ఉన్నట్లయితే ముగ్గురు టీచర్స్ ఉండాలి తొంభై ఒకటి నుంచి నూట ఇరవై కానీ ఉన్నట్లయితే ఉన్నట్టయితే నలుగురు టీచర్స్ ఉండాలి నూట ఇరవై ఒకటి నుంచి నూట రెండు వందల మధ్య ఉంటే ఐదు మంది టీచర్స్ ఉండాలి అంటే ఇక్కడ ఐదు మంది టీచర్స్ అనేటువంటిది ఇక్కడ ఖచ్చితంగా గమనించవచ్చు అలాగే కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి నూట యాభై మించిగా ఉన్నట్లయితే ఐదు మంది టీచర్స్ మరి ఒక హెచ్ఎం ఉండాలి అలాగే రెండు వందలకు కానీ మించిగా ఉన్నట్టయితే ఒక హెచ్ఎం కాకుండా వన్ ఇస్టు నలభై ప్రకారం మామూలుగా అయితే వన్ ఇస్టు థర్టీ ఉండేది రెండు వందలకు మించిగా ఉన్నట్టయితే ఒక హెచ్ఎం దాంతోపాటు వన్ ఇస్టు నలభై ప్రకారం నలభై మందికి ఒక ఉపాధ్యాయుడు ఉండేటట్టు చూసుకోవాలా ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ ఏమిటి మనకు నూట యాభై పైన ఉన్నారు నూట యాభై ఒక్క మంది ఉన్నారు కాబట్టి ఐదుగురు ప్రాథమిక ఉపాధ్యాయులు ఉంటారు ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఉంటారు కాబట్టి ఇక్కడ సరైన సమాధానం నాలుగు అనేటువంటి సరైన సమాధానం ఆ పట్టికి ఒక్కసారి గమనించండి నెక్స్ట్ నిర్మాణాత్మక మదింపునందు స్లిప్ టెస్ట్కు ఇవ్వవలసిన భారత్వం ఎంత అంటే ఇరవై మార్కులు ఇవ్వాలి కాబట్టి దీనికి సరైన సమాధానం రెండు అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ ఆర్టీ చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారము ఒక ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సంఖ్య నూట ఇరవై ఐదు అయినచో కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత అని చెప్పి అడగడం జరిగింది చూడండి నూట ఇరవై ఐదు మంది అంటే నూట ఇరవై ఒకటి నుంచి రెండు వందల మంది కానీ ఉన్నట్లయితే ఇక్కడ ఉపాధ్యాయుల సంఖ్య ఎంత ఉండవచ్చు అంటే ఐదు మంది ఉండవచ్చు కాబట్టి నాలుగో దానికి సరైన సమాధానం నాలుగు అనేటువంటి సరైన సమాధానం అదే నూట యాభై మించిగా ఉంటైతే ఐదు మంది ఉపాధ్యాయులతో పాటు ఒక హెచ్ఎం కూడా ఉంటారనమాట ఓకేనా నెక్స్ట్ ఐదో బిట్ కానీ తీసుకుంటే ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం గణితీకరణము అంటే ఏమిటి అని చెప్పి అడగడం జరిగింది గణితీకరణము అంటే అర్థం ఏమిటంటే తార్కికంగా ఆలోచించడము అని అర్థం అన్నమాట ఓకేనా ఏదైనా ఒక విషయాన్ని బట్టి స్మృతిలో ఆలోచించడం కాకుండా తార్కికంగా ఆలోచించి ఆ సమస్యకు పరిష్కారం లభించడమే గణితీకరణం అనడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఐదుకు సరైన సమాధానం ఒకటి అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ బిట్టిగా తీసుకుంటే పరీక్షా సంస్కరణలకు సంబంధించి ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు యొక్క సిఫారసు ఏమిటి అని చెప్పి అడగడం జరిగింది ఇక్కడ సిఫారసు ఏమిటంటే మౌఖిక పరీక్షలకు ప్రాధాన్యత కూడా ఇవ్వాలి అని చెప్పి సిఫారసు చేయడం జరిగింది కాబట్టి ఆరుగు సరైన సమాధానం ఒకటి అనేటువంటిది సరైన సమాధానం ఓకేనా నాలుగుతో పోల్చుకోవాలి ఎప్పుడైనా మనం బిట్ ఆన్సర్ పెట్టేటప్పుడు నెక్స్ట్ అలాగే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు బడి యొక్క నియమాలు ప్రామాణికల సంబంధించి ఇక్కడ మళ్ళీ ఇవ్వడం జరిగింది చూడండి ఒక ప్రాథమిక పాఠశాల రెండు వందల నలభై రెండు మంది విద్యార్థులు ఉన్నారు ప్రాథమిక గుర్తుపెట్టుకోండి ప్రాథమికోన్నత అయితే వన్ ఇస్టు థర్టీ ఫైవ్ వస్తుంది ఇక్కడ ప్రాథమిక స్థాయి రెండు వందల నలభై రెండు మంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడ వన్ ఇస్టు థర్టీ వస్తుంది అనే విషయాన్ని గమనించాలి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారము ఆ పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత అని చెప్పి అడగడం జరిగింది రెండు వందలకు మించిగానే ఉన్నట్లయితే ఒక హెచ్ఎం కాకుండా వన్ ఇస్టు నలభై ప్రకారం తీసుకోవాలనే విషయాన్ని గమనించాలి ఇక్కడ మొత్తం కూడా ఏడు మంది ఉపాధ్యాయులు ఒక ప్రధానోపాధ్యాయుడు ఉంటారనే విషయాన్ని కూడా మనము గమనించుకోవాలన్నమాట ఒకని ఇరవై మంది అంటే ప్రతి నలభై మందికి ఒక ఉపాధ్యాయుడి కింద ఏ నాలుగు సరే సరిపోయింది కదా ఏడు మంది ఉపాధ్యాయులు అలాగే ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఉంటారనే విషయాన్ని గమనించాలి ఒకేనా రెండు వందలు దాటితే మాత్రం వన్ టూ నలభై ప్రకారం తీసుకునే విషయాన్ని కూడా గమనించాలి ఏడుకు సరైన సమాధానం మూడు అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదులో రెండో అధ్యాయం దేని గురించి తెలుపుతుంది అని చెప్పి అడగడం జరిగింది రెండో అధ్యాయం అనేటువంటిది అభ్యసనము జ్ఞానము అనే అంశాన్ని గురించి అనమాట ఎన్సీఎఫ్లో మొత్తము ఐదు అధ్యాయాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి ఈ ఎన్సీఎఫ్ను రెండు వేల ఐదును ప్రారంభించిన వాళ్ళు ఎవరైంటే దీనికి చైర్మన్గా ఉన్న వాళ్ళు ఎవరైంటే ప్రొఫెసర్ ఎస్పాల్ అతను చైర్మన్గా ఉన్నాడు ఈయన యూజీసీ చైర్మన్గా కూడా పనిచేశారనే విషయాన్ని గమనించాలి ఈ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదును విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే గ్రంథం నుంచి ఒక వాక్యంతో సృజనాత్మక శక్తి సహజమైన ఆనందం బాల్యాన్ని కీలకం అనే వాక్యంతో ప్రారంభమవుతుందనే విషయాన్ని గమనించాలి దీంట్లో మొత్తం ఐదు అధ్యాయాలు ఉంటాయి ఉంటాయి రెండో అధ్యాయం దేని గురించి తెలుపుతుంది అంటే అభ్యసనము జ్ఞానం అనే అంశాన్ని గురించి తెలుపుతుంది కాబట్టి ఎనిమిది సరైన సమాధానం ఒకటి అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారము ప్రాథమిక పాఠశాల విద్యార్థులు తొంభై ఎనిమిది మంది ఉన్నట్లయితే ఆ ప్రాథమిక పాఠశాలకు కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత అని చెప్పి అడగడం జరుగుతుంది తొంభై ఒకటి నుంచి నూట ఇరవై మంది వరకు కానీ ఉన్నట్లయితే అక్కడ నలుగురు ఉపాధ్యాయులు ఉంటారు కాబట్టి తొమ్మిదికి సరైన సమాధానం మూడు అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ పదో బిట్ తీసుకుంటే ప్రాథమిక స్థాయిలో ఇంటి పని గురించి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు మార్గదీ నిర్దేశకం ఏమిటి అని చెప్పి అడగడం జరిగింది మూడవ తరగతి నుంచి వారానికి మూడవ తరగతి నుంచి వారానికి రెండు గంటలు మాత్రం ఇంటి పని ఇవ్వాలని చెప్పి నిర్దేశకం చేస్తుంది కాబట్టి పదికి సరైన సమాధానము రెండు అనేటువంటి సరైన సమాధానం ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు గురించి బాగా పట్టుండాలనే విషయాన్ని కూడా మనం గమనించాలి నెక్స్ట్ పదకొండో బిట్గా తీసుకుంటే పాఠశాలకు నిర్దేశించబడిన నియమాలు ప్రామాణికాలు పొందుపరిచిన పొందుపరచబడిన విద్యాకు చట్టం రెండు వేల తొమ్మిదిలో విభాగం ఏమిటి అని చెప్పి అడగడం జరిగింది ఇది ప్రత్యేకమైన ఒక అనుబంధ షెడ్యూల్ అనేటువంటిది ఉంటుంది ఆ అనుబంధ షెడ్యూల్లోనే బడి యొక్క నియమాలు ప్రామాణికాలకు సంబంధించిన అంశాలు అనేటువంటివి ఉండడం జరిగింది అనే విషయాన్ని గమనించాలి కాబట్టి పదకొండుకి సరైన సమాధానం నాలుగు అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదులో సంస్థాగత సంస్కరణలు ఏ అధ్యాయంలో చర్చించబడ్డాయంటే ఐదవ అధ్యాయంలో చర్చించబడ్డాయి కాబట్టి పన్నెండుకి సరైన సమాధానం నాలుగు అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ ఆర్టీఈ యాక్ట్ రెండు వేల తొమ్మిది ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు నిర్దేశించబడిన బోధన గంటల సంఖ్య ఎంత అని చెప్పి అడగడం జరిగింది వెయ్యి గంటలు వెయ్యి గంటలు అనేటువంటిది ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉంటుంది ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు అయితే మాత్రం ఎనిమిది వందల గంటలు ఉంటుంది ఇక్కడ ఆరు నుంచి ఎనిమిదో తరగతుల వరకు కాబట్టి ఇక్కడ సరైన సమాధానం మూడు అనేటువంటి సరైన సమాధానం అదే లోయర్ సెక్షన్ అయితే మాత్రం అదే ఒకటి నుంచి ఐదు వరకు అయితే మాత్రం ఎనిమిది వందల గంటలు ఉంటుందనే విషయాన్ని కూడా మనం గమనించాలి నెక్స్ట్ విద్యాకు చట్టం రెండు వేల తొమ్మిది సూచించినది ఏమిటి అని చెప్పి అడగడం జరిగింది ఇక్కడ వీటిల్లో చూసినట్టయితే ఇక్కడ సూచించింది ఏమిటంటే మంచి నాణ్యతా ప్రమాణాలు పాటించే ప్రైవేట్ పాఠశాలకు నిర్దేశక అధికార గుర్తింపు అవసరం లేదు అని చెప్పి ఒకటి సూచించిందనే విషయాన్ని గమనించాలి కాబట్టి పద్నాలుగు సరైన సమాధానం నాలుగు అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు ఎంత అని చెప్పి అడగడం జరిగింది ఇంతకుముందు మనం బిట్టు చెప్పుకునే ప్రస్తావించుకున్నాము ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు అయితే ఎనిమిది గంటలు ఎనిమిది వందల గంటలు అనేటువంటి బోధనా గంటలుగా ఉంటాయనే విషయాన్ని కూడా గమనించాలి కాబట్టి పదిహేను సరైన సమాధానం నాలుగు అదే ఆరు నుంచి ఎనిమిది తరగతుల వరకు అయితే మాత్రం వెయ్యి గంటలు ఉంటాయనే విషయాన్ని కూడా గమనించాలి నెక్స్ట్ పదహారో బిట్ కానీ తీసుకుంటే పరీక్షా సంస్కరణలకు సంబంధించి ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు సిఫారసు చేసింది ఏమిటి అని చెప్పి అడగడం జరిగింది ఇక్కడ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు అనేటువంటిది ఎక్కువగా సిఫారసు చేసిన అంశం ఏమిటంటే పుస్తకాధారిత పరీక్షలకు ప్రోత్సాహం ఇవ్వకుండా రాత పరీక్షలకు ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి ఆ రాత పరీక్షలు పెట్టేటప్పుడు కూడా ఎలా ఉండాలంటే పుస్తకంలో ఉన్నదన్నట్టు కాకుండా సొంత సొంతంగా రాసి సమాధానాలకు అవకాశం కల్పించాలనే విషయాన్ని గమనించాలి కాబట్టి పదహారు సరైన సమాధానం రెండు అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ ఎన్సేఫ్ రెండు వేల ఐదులో రెండో అధ్యాయం దేని గురించి తెలుపుతుంది అని చెప్పి అడగడం జరిగింది ఇంత ముందు బిట్లో కూడా ఇదే వచ్చింది అభ్యాసం మరియు జ్ఞానం అనే విషయాన్ని గురించి చర్చిస్తుంది కాబట్టి పదిహేడు సరైన సమాధానం ఒకటి అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ ఒక ప్రాథమిక పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య యాభై రెండు అయితే ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ప్రకారం పాఠశాలకు కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత అని చెప్పి అడగడం జరిగింది ఇక్కడ ఒకటి నుంచి అరవై మంది విద్యార్థులుగా ఉన్నట్లయితే ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటారు అనే విషయం మనకు అందరికీ తెలిసిందే కాబట్టి అరవై లోపు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇద్దరు అనేటువంటిది విషయం గమనించాలి కాబట్టి పద్దెనిమిదికి సరైన సమాధానం ఒకటి అనేటువంటిది సరైన సమాధానం నెక్స్ట్ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు తయారు చే తయారు చేయటకు ఏర్పాటైన కమిటీ చైర్మన్ ఎవరంటే ఎవరే అంటే మనకు అందరికీ తెలిసింది ప్రొఫెసర్ ఎస్పాల్ అనే అతని ఆధ్వర్యంలో ఇతను చైర్మన్గా చేయడం జరిగిందనే విషయాన్ని కూడా గమనించాలి ఇటీవల మరణించాడు ఈ మహానుభావుడు ఈయన యూజీసీ చైర్మన్గా ఉన్నారనే విషయాన్ని కూడా మనము గమనించాలి ఈయనే లెర్నింగ్ వితౌట్ బర్డను ఆనందదాయక అభ్యాసాన్ని పెంపొందించడం కోసం పుస్తకాల బరువును తగ్గించాలి పుస్తకాల బరువును తగ్గించి వాళ్ళకి మొత్తం కూడా నేర్చుకునే విధంగా అవకాశం కల్పించాలని చెప్పి ఈ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం రెండు వేల ఐదును తయారు చేశారు ఎస్పాల్ గారు ఓకేనా నెక్స్ట్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ప్రకారము మూడు నాలుగు ఐదు తరగతులకు ఇంటి పనికి ఇవ్వవలసిన సమయం ఎంతంటే వారానికి రెండు గంటలు మాత్రమే ఇంటి పని ఇవ్వాలి కాబట్టి ఇరవై సరైన సమాధానం రెండు అనేటువంటిది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ జాతీయ విద్యాప్రణాళిక చట్టము రెండు వేల ఐదు ప్రాధాన్యత అంశం ఏమిటంటే జ్ఞాన నిర్మాణం చాలా ఇంపార్టెంట్ ఇది జ్ఞాన నిర్మాణం ఆధారంగా ఏర్పాటు చేయిందే చేసిందే జాతీయ విద్యాప్రణాళిక చట్టం రెండు వేల ఐదు కాబట్టి ఇరవై ఐదు ఇరవై ఒకటి సరైన సమాధానం మూడు అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ గణితం నుంచి ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు భావన కానిది ఓకే ఇక్కడ మైనస్ తెలుసుకోవాలి మనం గణిత బోధనకు సహజ వాతావరణం అవసరం లేదు అనేటువంటిది మైనస్ కాబట్టి ఇరవై రెండుకి సరైన సమాధానం నాలుగు అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ ఎడ్గర్ డేలు అనుభవ శంకు ప్రకారం కింది వాటిలో అధిక మూర్త అనుభవం ఏమిటి మూర్త అనుభవం కింద నుంచి అమూర్త భావాలు వస్తాయి పైనుంచి అమూర్త భావాలు వస్తాయి లాస్ట్ మూర్త భావం అనమాట ఇక్కడ అంటే అధిక మూర్త అనుభవం ఏమిటంటే నాటకీకరణ అనుభవాలు అనేటువంటిది ఓకేనా ఇక్కడ వస్తుంది కాబట్టి ఇరవై మూడుకి సరైన సమాధానం ఒకటి అనేటువంటి సరైన సమాధానం ఎడ్గడ్డి అనుభవ సింక్లో మొత్తం పది అంశాలు ఉంటాయనే విషయాన్ని కూడా గమనించాలి ఆ పది అంశాలు మొత్తం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఏది మొత్తం అనుభవం ఏది అమూర్త అనుభవం అనే విషయాన్ని కూడా గమనించాలి ఓకేనా నెక్స్ట్ ఆర్టీ రెండు వేల తొమ్మిది ప్రకారము ప్రైవేట్ పాఠశాలలో బలహీన వర్గాలకు నిర్దేశించిన ఇరవై ఐదు శాతం సీట్ల కేటాయింపునందు అనాథులు బాధిత తల్లిదండ్రుల పిల్లలు ప్రత్యేక అవసరాల పిల్లలకు కేటాయించిన సీట్ల సంఖ్య ఎంత అంటే సున్నా అంటే సున్నా పాయింట్ ఐదు శాతం ఓకేనా సున్నా పాయింట్ ఐదు శాతం అనేటువంటి కేటాయించడం జరిగింది కాబట్టి దీనికి సరైన సమాధానం రెండు అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ ఆర్టీ రెండు వేల తొమ్మిది ప్రకారము విద్యా ప్రణాళిక మూల్యాంకన విధానాల రూపకల్పనకు బాధ్యత వహించే రాష్ట్ర విద్యా విషయ సాధికారిక సంస్థ ఏమిటంటే రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి దీన్ని ఎస్సీఆర్టీ e అంటారు ఇది కాబట్టి ఇరవై ఐదుకు సరైన సమాధానం నాలుగు అదే అక్కడైతే మాత్రం NCERT national council for education research and training అంటారు ఇక్కడ state council of education research and training అంటారు కాబట్టి ఇరవై ఐదుకు అంటే రాష్ట్రంలో ఒక విద్యా విషయానికి సంబంధించి సాధికార సంస్థగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉన్నది ఏమిటంటే ఎస్సీఆర్టీ e కాబట్టి ఇరవై ఐదుకు సరైన సమాధానం నాలుగు అనేటువంటిది సరైన సమాధానం సమాధానం నెక్స్ట్ జాతీయ విద్యాప్రక చట్టం రెండు వేల ఐదు దృష్ట్యా జ్ఞానానికి సంబంధించి సరైన ప్రవచనం ఏమిటి అని చెప్పి అడగడం జరిగింది సరైన ప్రవచనం ఏమిటంటే ఇక్కడ పుస్తక జ్ఞానం కంటే కూడా అనుభవాత్మక జ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటిది సరైన ప్రవచనంగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఇరవై ఆరుకి సరైన సమాధానం నాలుగు అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ ఆర్టీ రెండు వేల తొమ్మిది ప్రకారం ప్రాథమిక స్థాయిలో వంద శాతం అందుబాటు అనగా అర్థం ఏంటంటే ప్రతి ఆవాస ప్రాంతానికి ఒక కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాల అందుబాటులో ఉండాలి ఒక కిలోమీటర్ పరిధిలో గమనించాలి మనకి కాబట్టి ఇరవై ఐదుకి సరైన సమాధానం నాలుగు అనేటువంటిది అలాగే మూడు కిలోమీటర్ల పరిధిలో అయితే ప్రాథమిక ఉన్నత పాఠశాల అదే ఐదు కిలోమీటర్ల పరిధిలో అయితే ఉన్నత పాఠశాల అది గమనించాలి మీకు ఇక్కడ ప్రాథమిక పాఠశాల వంద శాతం అందుబాటు అంటే ఒక కిలోమీటర్ పరిధిలో అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ సామాజిక శాస్త్రాల గురించి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదులో భావన కానిది ఏమిటి అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది అడగడం జరిగింది దీని సరైన సమాధానం ఏంటంటే భారత చరిత్ర బోధనతో ప్రపంచ చరిత్ర ముడిపెట్టరాదు అనేటువంటిది భావన కాదు కాబట్టి ఇరవై సరైన సమాధానం నాలుగు అనేటువంటి సరైన సమాధానం అలాగే ఒక ప్రాథమిక పాఠశాల విద్యార్థి సంఖ్య నూట యాభై ఐదు ఆర్టీ చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఆ పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత గమనించాలి మీరు పది అంటే అరవై మంది విద్యార్థులు ఉంటే ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటారనే విషయాన్ని గమనించాలి అదే నూట యాభైకి మించిగా ఉంటే ఐదు మంది ఉపాధ్యాయులు ఒక హెచ్ఎం ఉంటారని చెప్పి ఇంతకుముందే మనం ప్రస్తావించుకున్నాము కాబట్టి ఇక్కడ ఐదు మంది ఉపాధ్యాయులు ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఉంటారు కాబట్టి ఇరవై తొమ్మిది సరైన సమాధానం మూడు అనేటువంటి సరైన సమాధానం అలాగే ఇప్పుడు దాకా మనం ఎన్సీఎఫ్ అలాగే ఆర్టీ చట్టానికి సంబంధించిన బిట్స్ గురించి ప్రస్తావించుకున్న రెండు వేల పద్దెనిమిది ఏపీటెట్ e బిట్స్ ఇప్పుడు మనము రెండు వేల పద్దెనిమిది ఏపీటెట్లో e వచ్చినటువంటి శిశు అధ్యయన పద్ధతులకు సంబంధించిన కొన్ని బిట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి గమనిద్దాం తన విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించాలనుకున్న ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆడుతున్న ఆటలో తాను ఒక ఆటగాడిగా పాల్గొన్నాడు అయితే ఇది ఏ పరిశీలన అని చెప్పి అడగడం జరిగింది గమనించాలి మీకు పరిశీలన నాలుగు రకాలు సహజ పరిశీలన అసహజ పరిశీలన సంచరిత పరిశీలన అసంచరిత పరిశీలన అయితే ఇక్కడ తాను భాగమైతే ఆ పరిశీలన ఏమంటారంటే సంచరిత పరిశీలన అనడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకటి సరైన సమాధానం ఒకటి అనేటువంటి సరైన సమాధానంగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఈ పద్ధతి ఎందు వ్యక్తి ప్రయోజ్యుడిగాను ప్రయోక్తగాను ఉంటారు ఒక పద్ధతిలో ప్రయోక్త ప్రయోజ్యుడిగా ఒక్కరే ఉంటారు ఆ పద్ధతి ఏమిటంటే పరిశీలన పద్ధతి దీన్ని ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అంటారు ఇక్కడ పరిశీలించే వ్యక్తి పరిశీలింపబడే వ్యక్తులు ఒక్కరే ఉండే పద్ధతి అంత పరిశీలన పద్ధతి కాబట్టి ఇక్కడ ప్రయోక్త ప్రయోజులు ఒక్కరే ఉండే పద్ధతి అనమాట కాబట్టి రెండు సరైన సమాధానం నాలుగు అనేటువంటి సరైన సమాధానంగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ చరాల గురించి అడగడం జరిగింది చరం అంటే మారడానికి అవకాశం ఉందన్నమాట చరాలు మూడు రకాలు స్వతంత్ర చరము పరతంత్ర చరము మధ్యస్థల జోక్య చరాలు ఇవన్నీ కూడా ప్రయోగాత్మక పత్తులు ఉంటాయి ఇక్కడ గమనించాలి కారణం పాత్ర ఏం పోషిస్తుంది ఫలితం పాత్ర ఏం పోషిస్తుంది కారణమైతే స్వతంత్ర చరము ఫలితమైతే పరతంత్ర చరం అనే విషయాన్ని గమనించాలి కాబట్టి ప్రయోగాత్మక పత్తును ఒక్కసారి గమనించండి విద్యార్థుల సాధనపై శృతి ప్రభావము అనే ప్రయోగంలో ఒక సమూహ విద్యార్థుల అనారోగ్యము ఫలితాలపై ప్రభావం చూపించింది ఇక్కడ అనారోగ్యం అనేటువంటిది ఏ చరమంటే అంటే జోకి చరం అనమాట ఇక్కడ ప్రయోక్త గమనించలేని చరం ఏమిటంటే జోక్కి చరము అంటే అతను వింటున్నట్టే అనిపిస్తుంది కానీ అది ఉపాధ్యాయుడు గమనించలేని చరం కాబట్టి అనారోగ్య ఫలితం అనేటువంటిది ఇక్కడ ఏమిటంటే జోక్కి చరం కాబట్టి ఇక్కడ సరైన సమాధానం మూడు అనేటువంటి సరైన సమాధానంగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ప్రయోగ పద్ధతి గురించి సరికాని ప్రవచనం ఏమిటంటే ఈ పద్ధతిలో వస్తునిష్టత ఓకేనా తక్కువ కానీ ఇక్కడ మనకు సరైన ప్రవచనం ఏమిటంటే వస్తునిష్టత ఎక్కువగా ఉండే పద్ధతి ఈ పద్ధతి కాబట్టి ఇక్కడ సరికాంది సరైంది ఇక్కడ రెండు అనేటువంటిది నాలుగు సరైన సమాధానం రెండు అనమాట అయితే అన్ని పద్ధతులు వ్యక్తినిష్ఠతో కూడుకుంటే ఇది వస్తునిష్ఠత ఎక్కువగా ఉన్న పద్ధతి ఏ పద్ధతి అంటే ప్రయోగాత్మ పద్ధతి అనే విషయాన్ని మనము గమనించాలి నెక్స్ట్ ఒక ప్రయోగంలో కారణం పాత్ర పోషించేది ఏమిటి అంటే స్వతంత్ర చరము కాబట్టి ఐదుకి సరైన సమాధానం రెండు అదే ఫలితం పాత్ర పోషించేది మాత్రం పరతంత్ర చరము ఓకేనా అది ఎవరు గమనించలేని చరం ఏమిటంటే జోక్య చరము నెక్స్ట్ ఈ క్రింది వాటిలో లక్ష్యాత్మక స్వభావం ఎక్కువగా ఉన్న పద్ధతి ఏ పద్ధతి అంటే ప్రయోగాత్మక పద్ధతి అన్ని పద్ధతులు వ్యక్తినిష్టతో ఉంటే లక్ష్యాత్మక విషయనిష్టత ఉన్న పద్ధతి ప్రయోగాత్మక పద్ధతి కాబట్టి ఆరుకు సరైన సమాధానం ఒకటి అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ ప్రయోగంలో ఫలితం యొక్క పాత్ర పోషించే చరం ఏమిటంటే పరతంత్ర చరం ఇందాక చెప్పుకుందాం మనం కారణం పాత్ర పోషించేది స్వతంత్ర చరము ఫలితం పాత్ర పోషించేది పరతంత్ర చరము మధ్యలో అడ్డు వచ్చే జోక్య చరము కాబట్టి ఇక్కడ ఫలితం పాత్ర ఏమిటంటే పరతంత్ర చరం నెక్స్ట్ ఈ పద్ధతిలో పరిశీలింపేవాడు పరిశీలింపబడేవారు ఒక్కరే ఉండే పద్ధతి ఏ పద్ధతి అంటే అంత పరిశీలన పద్ధతి కాబట్టి ఎనిమిదికి సరైన సమాధానం ఒకటి ఎనిమిది సరైన సమాధానం అలాగే ఇక్కడ చరాల గురించి ఇచ్చాడు విద్యార్థుల సాధనపై డిజిటల్ తరగతుల ప్రభావం అనే అంశంపై ఉపాధ్యుల ప్రయోగం నిర్వహించదలిచాడు ఇక్కడ విద్యార్థుల సాధన అనేటువంటిది ఏమిటంటే పరతంత్ర చరం అనే విషయాన్ని గమనించాలి ఓకేనా తొమ్మిదికి సరైన సమాధానం రెండు అనేటువంటి సరైన సమాధానం రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థి తన అనుభవాలను అనుభూతులను చెప్పడం అనేటువంటిది ఏ పద్ధతి అంటే అంత పరిశీలన పద్ధతి అంటే ఒక మీడియం ముందు పోయి తాను ఎలా చదివాడో మొత్తం కూడా అనుభూతులు అనుభవాలు తెలుసుకోవడానికి అవకాశం ఉన్న పద్ధతి అంత పరిశీలన పద్ధతి కాబట్టి పదికి సరైన సమాధానం మూడు అన్నింటిని సరైన సమాధానం నెక్స్ట్ ఉపాధ్యాయుడు కూడా పిల్లలతో ఆటలాడుతూ ఆటలాడే సమయంలో పిల్లల యొక్క ప్రవర్తన పరిశీలించడం అనేటువంటి ఏ పరిశీలన అంటే సంచలిత పరిశీలన తాను భాగమై తాను కూడా ఆటలాడుతూ వాళ్ళ సమూహంలో చేరి ఓకేనా కాబట్టి పదకొండు సరైన సమాధానం ఒకటి అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ ఐదు సంవత్సరాల పిల్లల్ని ఎన్నుకొని ఐదు సంవత్సరాల పిల్లల్ని ఎన్నుకొని వారికి పది సంవత్సరాల వయసు వచ్చే వరకు వారు బలిదశ వికాసం జరిగే తీరును అధ్యయనం చేసే ఉపగమాన్ని ఏమంటారంటే అనుదైర్ఘ ఉపగమం అనడానికి అవకాశం ఉంటుంది సుదీర్ఘకాలం తీసుకున్నారు కాబట్టి ఒకరి పన్నెండు సరైన సమాధానం ఒకటి అనేటువంటిది ఈ ఉపగమాల గురించి తెలుసుకునే పరిచ్ఛేదం అంటే ఏంది అనుదర్గి అనుదర్గి అంటే ఏమిటో ఒకసారి గమనించండి ఇది కొత్తగా వచ్చిన టాపిక్స్ న్యూ టెక్స్ట్ బుక్స్లో ఉంటాయన్నమాట నెక్స్ట్ పావులోవో స్కిన్నరు థార్నడైకు కోహ్లీ ప్రయోగాలు చేసేటప్పుడు అనుసరించవలసిన పరిశీలన పద్ధతి ఏమిటంటే నియంత్రిత పరిశీలన కృత్రిమ పరిశీలన అసాధ్య పరిశీలన ఇక్కడ బంధించి చేస్తారు కాబట్టి అది నియంత్రిత పరిశీలన మరియు అసాధ్య పరిశీలన కృత్రిమ పరిశీలన కిందకు వస్తుంది కాబట్టి పదమూడుకి సరైన సమాధానం రెండు అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ ప్రయోక్త వివిధ వయసుకు చెందిన పిల్లలను పిల్లల సమూహాలను ఒకే సమూహంలో ఒకటే ప్రయోక్త వివిధ వయసుకు చెందిన పిల్లలు సమూహాలను ఒకే సమయంలో పరిశీలించి వారి మధ్య భేదాలను గుర్తించే ఉపగమాన్ని ఏమంటారంటే పరిచ్ఛేద ఉపగమం అంటారు ఒకే సమయంలో అంటే తక్కువ సమయంలో దాని పరిచ్ఛేద ఉపగమం కాబట్టి పద్నాలుగు సరైన సమాధానం ఒకటి అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ ప్రయోగం చేసేటప్పుడు ప్రయోక్త ఆధీనం నుండి చరణ్ ఏమంటారంటే స్వతంత్ర చరం అంటారు ప్రయోక్త ప్రభావానికి లోనయ్యే చరణ్ ఏమంటారంటే పరతంత్ర చరం అంటారు పర ప్రయోజన యొక్క చరంపై ప్రభావం చూపే చరణ్ ఏమంటారు జోకి చరం అంటారు కాబట్టి ప్రయోక్త ఆధీనం నుండి చరణ్ ఏమంటారంటే స్వతంత్ర చరము కాబట్టి పదిహేను సరైన సమాధానం ఒకటి అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ ప్రయోక్త నిర్వహించే ప్రయోగాత్మక పరీక్షలు గురికాని సమూహాన్ని ఏమంటారంటే నియంత్రిత సమూహము అంటారు కాబట్టి పదహారు సరైన సమాధానం ఒకటి అదే గురి అయితే మాత్రం ప్రయోగాత్మక సమూహం అనడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా మనము ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ఆర్టీఈ రెండు వేల తొమ్మిది అలాగే శిశు అధ్యయన పత్రాలకు సంబంధించిన అంశాల గురించి రెండు వేల పద్దెనిమిది ఏపీటిట్లో వచ్చినటువంటి బిట్స్ గురించి ప్రస్తావించుకున్నాము ఈ